దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు భేదం ఏమీ లేదు అందరు దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరు పాపులే ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరు పాపులే భేదము ఏ దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమనో रास्ते पांच तो लू నిలిచెదు నీదెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా ఏసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా ఏసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా వేదము ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు శివాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు పవిత్రత నీకు రాదుగా తీర్థయాత్రలు తిరిగిన తరగదు నీ పాపము పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను ఏదైనా గతి ఏదైనా వృత్తేదైనా ప్రతి ఏదైనా కలువరి నాథుడే రక్షణ మార్గము నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృత్తేదైనా భృతి ఏదైనా కలువరి నాథుడే రక్షణ మార్గము భేదం ఏమీ లేదు భాషైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే